గురువు సరే ఒక రౌండ్ కొట్టుకురా అంటాడు అంతే లేకపోతే రా నోరు మూసుకుని రా కార్యక్రమానికి ఏంటి బయలుదేరి వస్తావు అన్నీ బాగుంటాయి అన్నీ చక్కగా ఉంటాయి ఓకే సో వీటిని మీరు సులభంగా అర్థం చేసుకోగలరు ఎందుకంటే ఆల్రెడీ ఒక స్టెప్ మీరు చేశారు ఏది తపశ్చర్య కాబట్టి నాకు అనిపిస్తున్నది ఏమంటే మీ యొక్క తపశ్చర్య ప్రభావం మిమ్మల్ని ఏదో చేయమని చెప్పడం లేదు ప్రాణాయామం చేయండి ధ్యానం చేయండి నేను చెప్పడం లేదు డోంట్ వరీ నేను ఎక్కడ కూడా మిమ్మల్ని ఈరోజు ప్రాణాయామం చేసావా నువ్వు ఆఫర్ తిన్నావా ఏం లేదు నథింగ్ టు ఓకే తపశ్చర్య అనే ఒక బీజం మీలో పడింది దాన్ని గమనించండి చెప్పి జస్ట్ అబ్జర్వ్ చేయండి ఆ తపశ్చర్య యొక్క ప్రభావం ఎలా నడుస్తుంది మీరు ఎక్కడికి పోయినా ఎలా దాని యొక్క ప్రభావం ఎలా మీకు తెలిసి వస్తుంది అది గమనిస్తూ ఉంటే ఆ ప్రేరణ మిగిలిన వాళ్ళందరూ కలగడం మొదలు పెడుతుంది మీలో ఒక తత్వం అది అందరికీ కూడా బోధింపబడుతుంది మీరు చెప్పాల్సిన పనుల మీరు ఏదో బోధన చేయాల్సిన పనుల ఇటు ఉంటేనే వాళ్ళలో ఆహా ఎంత బాగుంది అనేది కలుగుతుంది అందుకోసం సరే ఈ రోజుకి ఇంత చాలు చాలా బాగుంది కలిసేపటికి మీకు సంస్కారంలో వివిధ మట్టాలు ఎలా ఒక సంస్కారం నుంచి ఇంకో సంస్కారానికి పోవడానికి తపశ్చర్య తోడ్పడుతుంది ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం ఓకేనా వందే గురు పరంపర ఓ कायेन वाच मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मनावात् प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि நாராயணாயேதி சமர்ப்பயாமி ஹரி ஓம் தத்சல் வந்தே குரு பரம்பரா